వీడియోగ్రఫీ ఈ కేసు మనం ఆల్రెడీ ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ అమ్మాయి శ్వేత అని అమ్మాయి బీటెక్ చదువుకుంది అమ్మాయి బీటెక్ చదువుకొని నాగార్జున యూనివర్సిటీ మంగళగిరిలో చదువుకుంది ఈ పాప మనకు ఆర్కే బీచ్లో వైఎంసీఏ ముందు డెడ్ బాడీ ట్రేస్ అయింది దీన్ని ట్రేస్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళ తల్లిగారైన బగాడి రామ్మగారితో నేనే ప్రత్యేకించి పర్సనల్గా మాట్లాడడం జరిగింది ఈవిడ దొండపర్తిలో ఉంటారు ఈవిడ రైల్వే హాస్పిటల్లో పనిచేస్తుంటారు సో ఈవిడ వర్షన్ ప్రకారం తల్లి వర్షన్ ప్రకారం ఈ అమ్మాయి మ్యారేజ్ అయ్యి వన్ మినిట్ వన్ ఇయర్ అవుతుంది భర్త వారి కలిసే ఉన్నారు తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ క్రితము సాఫ్ట్వేర్ ఇంజనీర్ భర్త హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది సో ఆ రోజు ఇరవై ఆరో తారీఖున సాయంత్రం ఈ ఈ పిల్ల ఈ అమ్మాయి శ్వేత ఈ అమ్మాయి వాళ్ళ ఇన్లాస్తో పాటు ఉంటుంది ఈ ఫైవ్ ఓ క్లాక్ అత్తమామలు డెంటల్ ట్రీట్మెంట్ గురించి ఎంబీపీ కాలనీకి వెళ్ళడం జరుగుతుంది ఆరు ఇరవై నుంచి ఆరు ముప్పై రెండు మధ్యలో భర్తతో ఫోన్లో మాట్లాడుతుంది ఆవిడ శ్వేత తర్వాత ఎయిట్ ఫార్ సిక్స్ ఫార్టీ ఫైవ్కు అమ్మాయి ఫోను వదిలేసేసి కీస్ కూడా ఆ పూల తోటలో పెట్టేసేసి వెళ్ళిపోతుంది తాళం వేసి తాళం నుంచి తాళం చేతుల్లో కీస్ అక్కడ పెట్టి వెళ్ళిపోతుంది నేబర్స్ చూస్తారు తర్వాత భర్త కూడా ఫోన్ చేయడానికి కాల్ చేయడానికి ట్రై చేస్తారు ఎయిట్ ఎయిట్ ఓ క్లాక్కి అమ్మాయి ఫోన్ తీసుకోదు తర్వాత ఎయిట్ ఫా ఎయిట్ ఫార్టీకి in laws will inform mother that మీ అమ్మాయి కనపడకుండా పోయింది ఇంట్లో లేదు అని చెప్పి చెప్తారు సో వీళ్ళంతా వెతుకుతారు అరౌండ్ వెతికి around eleven thirty eleven forty ఫైవ్కు న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్కి వచ్చి మిస్సింగ్ ఉమెన్ కంప్లైంట్ ఇస్తున్నారు ఇచ్చారు వెంటనే మనము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది మిస్సింగ్ ఉమెన్ కింద fifty six of twenty three Newport police స్టేషన్లో కేసు కట్టాము అదే టైంలో around twelve thirty one o'clock one o'clock టైంలో వైఎంసీఏ ఆపోజిట్గా బీచ్లో ఒక ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు మధ్యలో ఒక అమ్మాయి డెడ్ బాడీ ఉందని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ వస్తే వెంటనే మన బీచ్ పెట్రోల్ వెహికల్స్ తర్వాత బీట్ పీసెస్ అందరూ వెళ్తారు కంట్రోల్ రూమ్లో ఈ ఫోటో తీసి మళ్ళీ అక్కడ ఉన్న దాంట్లో షేర్ చేసుకున్న తర్వాత మా గ్రూప్స్లో మిస్సింగ్ పోయిన అమ్మాయి ఈ అమ్మాయి ఒకటే అని ఇంచుమించు ఐడెంటిఫై అవుతారు సో వెంటనే మనము డిసీజ్తో మదర్తో మాట్లాడి బాడీని షిఫ్ట్ చేయడం జరిగింది తో తల్లితో మాట్లాడిన తర్వాత తల్లి హరాస్మెంట్ కింద కంప్లైంట్ నమోదు చేస్తుంది ఇన్లాస్ తర్వాత భర్త తర్వాత ఆడపడుచు భర్త ఇవి కొంచెం హెరాస్ చేసినట్టుగా కంప్లైంట్ ఇస్తారు సో దాని ప్రకారం మనం ఒక four ninety eight A three nought four B case కట్టాము with three fifty four contents with dowry prohibition act so ఇవన్నీ చూస్తే దీన్ని గమనిస్తే బేసిక్గా తల్లితో మాట్లాడిన తర్వాత ఈ ఈ బగాది రమ్మగారికి ఇద్దరు అమ్మాయిలు శ్వేత స్వాతి పెద్దమ్మాయి శ్వేత చిన్నమ్మాయి ఈ శ్వేత మణికంఠతో మ్యారేజ్ అయిన తర్వాత ఆయనకు ఆ ఫ్యామిలీలో ఇద్దరు ఆడపడుచులు ఉన్నారు ఇద్దరు ఆడపడుచులు కూడా నైబరింగ్ ఏరియాస్లోనే ఉంటారు వాళ్ళు కూడా తరచూ వచ్చిపోతూ ఉంటారు ఆ ఆడపడుచులు వాళ్ళ పిల్లలకు కూడా ఇద్దరు ఇద్దరిద్దరు పిల్లలు కూడా ఉన్నారు సో వాళ్ళందరూ కూడా వచ్చిపోవడం వాళ్ళందరూ కూడా ఇంట్లో ఉండడం భర్త లేని టైంలో ఈ అమ్మాయితో కొద్దిగా తక్కువ చేసి మాట్లాడడం కొద్దిగా హరాస్మెంట్ టైప్లో ఉంది ఇది కాకుండా తల్లి చెప్పిన వర్షన్ ప్రకారం తొంభై సెంట్ల భూమి కోటబొమ్మాలిలో ఉంది అది అమ్మాయి బగాడి రమ్మ కూతురు పైన రాసింది భర్త ఎప్పుడు కూడా ఈ యొక్క భూమి తన పేరు మీద రాసి పెట్టమని చాలాసార్లు హరాస్మెంట్ చేసినట్టుగా చెప్తున్నారు తర్వాత ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ టూలో ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అయిన తర్వాత తల్లింటికి వచ్చింది తల్లింటికి వచ్చిన తర్వాత అక్కడ ఇద్దరు గొడవ పడినట్టుగా మనకు క్లియర్గా చెప్తున్నారు తల్లి కంటి ముందే మణికంఠ అల్లుడు గొంతు పట్టుకోవడం తర్వాత ఈ అమ్మాయి హర బాగా హర్ట్ కావడం తర్వాత సూసైడ్ ఒకసారి ప్రయత్నం చేయడం కూడా తన కంటి ముందే తన తల్లి కళ్ళ ముందే ఇవన్నీ కూడా జరిగినాయి తల్లి కూడా చాలా తపనపడి ఆ రోజు ఏం చేసుకుంటుందో అని చెప్పేసి నేబర్స్ని పంపించి కూతుర్ని కాపాడుకోవడం జరిగింది అంటే ఫిబ్రవరిలోనే ఫిబ్రవరి కంటే ముందు నుంచి హరాస్మెంట్ అనేది కంటిన్యూగా స్టార్ట్ అవుతుంది సో దీన్ని బట్టి చూస్తే కంటిన్యూస్ హరాస్మెంట్ ఉంది ఈ అమ్మాయి ఆల్రెడీ ఒకసారి సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేసింది తర్వాత రెండవది భర్తతో మాట్లాడిన తర్వాత ఈ అమ్మాయి సెల్ ఫోన్ పెట్టి వదిలిపోవడం రెండవది మా కారణాలు మేము వైటీ సూసైడ్ అని చెప్పిన దానికి కారణాలు తీసుకుంటే రెండవ కారణంగా భర్తతో పన్నెండు నిమిషాలు ఇరవై ఎయిటీన్ ట్వంటీ నుంచి ఎయిటీన్ థర్టీ టూ వరకు మాట్లాడిన వెంటనే ఫోన్ వదిలిపెట్టి వెళ్ళిపోవడం తర్వాత ఫోన్ సూసైడ్ నోట్లో మీకు క్లియర్గా రాసింది నేను లేకపోయినా కూడా నీకు ఫరక్ పడదు అని క్లియర్గా అమ్మాయి హ్యాండ్ రైటింగ్ తల్లి తల్లి కూడా హ్యాండ్ రైటింగ్ ఐడెంటిఫై చేసింది but in all case we are sending that copy to FSL also it's not that you are not taking it on face but తల్లి ఐడెంటిఫై చేసింది దాంట్లో అమ్మాయి క్లియర్ కట్గా రాసింది నేను నేను లేకపోయినా నువ్వు బతకగలవు నేను ఉన్నా లేకపోయినా నీకు ఫరక్ పడదు మీరు చూసే ఉంటాను తర్వాత నీ కొత్త జీవితానికి ఆల్ ది బెస్ట్ అని అమ్మాయి రాసింది నీకే అన్నీ తెలుసు నేనే నిన్ను నువ్వే క్వశ్చన్ చేసుకో అన్నట్టు ఒక మీనింగ్తో అమ్మాయి సూసైడ్ నోట్ రాసింది సో ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఇది ఒక క్లియర్ కట్ సూసైడ్గా అనిపిస్తుంది బట్ ఏవి కూడా మేము ప్రైమ్ ఆఫ్ ఏది కూడా until unless we get more evidence we are not able we do not accept it తర్వాత సీన్కి వెళ్ళి చూడడం జరిగింది ఇవన్నీ కూడా మన సూసైడ్ జరిగి జరుగుతుంది తర్వాత సీన్కి వెళ్ళి చూడడం జరిగింది సీన్కి వెళ్ళి చూసిన తర్వాత అక్కడ మనకు చెప్పులు వదిలేసి ఒక వంద వంద మీటర్లు నూట యాభై మీటర్ల తర్వాత బాడీ కనపడింది మామూలుగా చెప్పులు వదిలేసి వెళ్ళారంటే అదొక కామన్ ఇండికేషన్ మనకు ఒకే చోట్ల చెప్పులు ఉండడం పక్కన పక్కన సో దీన్ని బట్టి చూస్తే సూసైడ్గా మనకు అనిపిస్తూ ఉంది సో ఈ యొక్క మళ్ళీ తర్వాత ఇమీడియట్గా మనము బాడీని షిఫ్ట్ చేసాం కేజీ షిఫ్ట్ చేసి అక్కడ మనము త్రీ జీరో ఫోర్ బిఎస్ఎం కాబట్టి లెస్ దాన్ వన్ ఇయర్ కాబట్టి one year of marriage less than seven years of marriage కాబట్టి నా three zero four BSC inquest tahsildar చేయించాం తర్వాత టీడీఎం ఆఫ్ టీమ్ ఆఫ్ డాక్టర్స్తో ఇంకా పోస్ట్ మార్టం చేయించి వీడియోగ్రఫీ కూడా చేయించాం సో నథింగ్ ఈజ్ లెఫ్ట్ వదలకుండా అన్ని క్లియర్ కట్గా చేశాం బట్ స్టిల్ దీన్ని బట్టి చూస్తే prima facie preliminary information మనకు పోస్ట్ మార్టం చెప్పడం జరిగింది it's not final opinion because we have to get the FSL reports అంతా మనకు రావాల్సింది ఉంది so prima facie there is no assault on the girl on the women assault జరగలేనట్టుగా జరుగుతుంది ఎందుకంటే నో ఎక్స్టర్నల్ ఇంజురీస్ మనకి ఏదైనా అసాల్ట్ జరిగినా కూడా మనకు తెలుసు చేతుల్లో కాల్లో ఏదన్నా ఒక మార్క్స్ అన్న కనపడాలా రెడ్ మార్క్స్ అన్న కనపడాలా సో దీన్ని బట్టి చూస్తే no external injuries no external wounds even the దీంట్లో కూడా ఏం లేదు సో దాన్ని బట్టి we have complete conclusion that it is a case of clear cut case of suicide so ఈ ఎవిడెన్స్ అన్ని తీసుకున్న తర్వాత సూసైడ్ కింద కంక్లూషన్కి వచ్చాం తర్వాత చాలామంది అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటంటే మనకు డెడ్ బాడీ అక్కడే ఎట్లా వచ్చింది మీ మీ అందరి మనసులో ఉన్న క్వశ్చన్ అదొకటి తర్వాత బట్టలు లేవండి రెండు క్వశ్చన్స్ మీరు అందరు కూడా రిపీటెడ్గా రైజ్ చేస్తున్నారు రెండు ఫొటోస్ ఒకటి చూపిస్తాను దయచేసి ఒకసారి చూడండి ఆ ఫొటోస్ ఒకసారి చూపించు వచ్చిందా ఇది ఒక మనకు ఆర్కే బీచ్లోనే జరిగిన ఒక డెడ్ బాడీ ఇది వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పిసి కట్టాం ఇది మనకు పోయిన నెలలో జరిగిన కేసు ఇంకో కేసు ఇది కూడా ట్వంటీ ట్వంటీ వన్లో జరిగిన కేసు సో బట్టలు లేవు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ కాదు మనకి ఇటువంటి కేసెస్ రిపీటెడ్గా సంభవిస్తున్నాయి తీసేసి అది బీచ్ ఇది పెట్టు ఇది కాకుండా మేము ఈ బాడీ అక్కడికే ఎట్లా వచ్చింది అన్న క్వశ్చన్ మాకు అర్థం కాలేదు వాస్తవంగా సో దూకిన తర్వాత అమ్మాయి సముద్రంలో పడిన తర్వాత అక్కడికే బాడీ ఎట్లా వస్తుంది మేమేం చేసామంటే అమ్మాయి డెడ్ బాడీ ఎక్కడ చనిపోయిందో అక్కడ కోఆర్డినేట్స్ తీసుకున్నాం కోఆర్డినేట్స్ తీసుకొని అప్పుడు సముద్రం పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అని చెప్పి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీని అడిగాను వాళ్ళు ఏమని గారంటే ఏ టైంలో చనిపోయింది కోఆర్డినేట్స్ ఇవ్వండి అని ఈ కోఆర్డినేట్స్ ఇచ్చి టైం చెప్పాను సో వాళ్ళు ప్రాబుల్గా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ వాళ్ళు అప్పుడున్న పరిస్థితుల్లో వేవ్ మూమెంట్ ఎట్లా ఉంటుంది అని టెక్నికల్గా వాళ్ళ దగ్గర ఒపీనియన్ తీసుకున్నాం సో పాసిబుల్ ఎంట్రీ అమ్మాయి ఎక్కడ ఎంట్రీ అయి ఉంటుంది బాడీ ఎక్కడ రికవర్ అయింది అప్పుడు వేవ్ మూమెంట్ ఎట్లా ఉంటుంది అన్నది ఒక opinion is not final we have just in taken expert opinion అర్థమవుతుంది కదా ఎందుకు అందరి మనసులో అనుమానాలు ఉంది ఓకే మాకు అనుమానం ఉంది మేము కూడా క్లారిఫై చేసుకోవాలి సో మేము ఒక ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకొని వాళ్ళ దగ్గర ఇవి తీసుకుంటే ఈ విధంగా ఉండొచ్చు ప్రాబబిలిటీ అని వాళ్ళు చెప్పడం జరిగింది సో ఆ టైంలో లో టైడ్ ఉండొచ్చు లో టైడ్ ఉన్న తర్వాత రిప్ కరెంట్లో ఎప్పుడైనా కానీ రిప్ కరెంట్లో ఇరుక్కున్నారంటే అది చాలా దూరం వెళ్ళిపోతుంది మనందరికీ తెలుసు ఒక్కోసారి ఐదారు కిలోమీటర్ల దూరంలో కూడా రిప్ కరెంట్లో పోతుంది ఒక్కోసారి ఇటువంటి కరెంట్స్ వచ్చినప్పుడు మాత్రం అక్కడే వస్తుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది సో దీన్ని బట్టి అన్ని కవర్ చేసుకుంటే మనకు సూసైడ్ కేసు కింద మనం దీన్ని రిజిస్టర్ చేస్తాం బట్ ఎక్కడ కూడా ఏది కూడా డివేట్ కాకుండా సెక్షన్స్ సెక్షన్స్ అంతా కూడా less than one year marriage అయిపోయింది అమ్మాయి కూడా ప్రెగ్నెంట్ కాబట్టి శిక్షకు ఏ విధమైన ఇది లూపోల్స్ లేకుండా కఠిన శిక్ష వచ్చేటట్లుగా మేము అన్ని ఎవిడెన్స్ గ్యాదర్ చేసాం this we'll going to charge it with in no time వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చూపిస్తున్నాం దీని లోపల దీన్ని పంప చేయడం జరుగుతుంది So this is about this um, uh, Sweta suicide case. For that matter four ninety eight and three nought four B case తల్లిదండ్రులు మన అత్తమామలు అత్తమామలు పెట్టాం భర్తను పెట్టాం తర్వాత హరాస్ చేస్తున్నారని చెప్పి చెప్పిన తర్వాత సత్యం అని చెప్పి ఆడపడుచు భర్తను కూడా పెట్టాం ఎందుకంటే తల్లి కంప్లీట్ వచ్చింది కాబట్టి అది అందరికీ తెలుసు సో అమ్మాయి హరాస్ చేస్తున్నాడు సెక్షువల్ హరాస్మెంట్ అంటే హరాస్మెంట్ ఉంది హరాస్మెంట్ ఉంది కాబట్టి three fifty four we are showing arrest now we are producing we are showing arrest and will be producing them before the magistrate now exact exact exact ఆ హరాస్మెంట్ hmm. ఉంది ఫ్యామిలీలో అమ్మాయిని హరాస్ చేస్తున్నారు అమ్మాయిని హెరాస్ చేస్తున్నారనమాట దాని డౌటే లేదు అందుకే మనము స్పెసిఫిక్గా వాళ్ళని కూడా మనం అందరిని ఇన్వాల్వ్ చేసి ఎవరిని వదిలిపెట్టకుండా మనము we are taking it tough sections on this previously she locked herself in room and at that time ఇంకా బతకాలని లేనప్పుడు ఇంట్లో పని తన ఇంట్లో పని she locked she was about to commit the suicide by that time mother got the information mother was not at home at that time she caller neighbour ఇంటి ఓనర్ని పంపించింది ఫోన్లో మాట్లాడుతుంది ఫోన్లో పక్కన పెట్టి నా నా కూతురు ఉంటుందో లేదో అని చెప్తే అమ్మాయి వెళ్ళింది ఈ అమ్మాయి ఫోన్లో వింటుంది ఇవన్నీ కూడా నేను తల్లితో మాట్లాడిన తర్వాత తెలిసింది ఎట్లా అంటే తల్లితో మాట్లాడింది సో ఈ అమ్మాయి ఫోన్ ఆన్ చేసుకొని తలుపు కొడుతుంది తలుపు తీయమ్మ తలుపు తీయమ్మ శ్వేత సో అప్పుడు ఈ అమ్మాయి బలవంతంగా తలుపు తీసుకొని బయటకు వచ్చింది కొంచెం డిలే అయి ఉంటే అప్పుడే అమ్మాయి ఏదో ఉండేది so this was about the history coming to second issue చెప్పండి చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ వస్తే మీ ముందు పెడతాను నేను we are searching for clues as simple as that మాకు సీసీటీవీ ఫుటేజ్ ఇంకా కనపడలేదు వెతుకుతున్నాం మేము వచ్చిందంటే పెడతాం we are with stick cases still under investigation as soon as we get some information will share with you అంత క్లియర్ కట్ పాయింటెడ్గా నేను క్లియర్గా చెప్పలేము నోబడికి report has to come and CCTV footage వచ్చిన తర్వాత నేనేం చేస్తాను చెప్పండి we are working for that we are looking for that once we get that will share it with you this will been evidence for us in the court also ఎస్ మున్మో